యోశువ గ్రంథం ఇరవై అధ్యాయం ఏడు ఎనిమిది రెండు వాక్యాలు ఖేదేశును శకేమును దేశాన్యమందలి హెబ్రోనను హెబ్రోను కిరియతర్బాను ప్రతిష్ఠి పరిచిరి తూర్పు దిక్కిన యోర్దాను అద్దరిని ఎరికోనొద్ద రూబేనీల గోత్రంలో నుండి మైదానం మీద ఉన్న అరణ్యంలోని బెసేరును గాదీల గోత్రంలో నుండి ఇలాదిలోని రామోతును మనిషీల గోత్రంలో నుండి భాషానులోని గోలాను నియమించిరి పొరబాటున ఒకని చంపినవాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి పారిపోయి హత్య విషయమై హత్య విషయమై హత్య చేయవాని చేత చంపబడక ఉండినట్లు ఇస్రాయేళ్లకు అందరికిని ఇస్రాయేళ్లకు అందరికి వారి మధ్య నివసించు పరదేశులకును వారి మధ్య నివసించు పరదేశులకు పరదేశులను నియమింపబడిన పురము పురమే ఇది దేవునికి స్తోత్రం హాలేలుయా ఈ దేశములో కొన్ని ఆశ్రయపురాలు ఉన్నాయి ఎన్ని ఆశ్రయపురాలు ఉన్నాయి ఆరు ఆరు ఆరు ఆశ్రయపురాలు ఇస్రాయేల్ దేశంలో దేవుడిచ్చారు ఒకసారి ఎప్పుడో నేను చెప్పాను అనుకున్నాను కొత్తగా వచ్చినటువంటి వారిని అవుతున్నాయి మరి ఒకసారి మాట్లాడుతున్నాను పిల్లారా ఇస్రాయేల్ దేశంలో ఆరు ఆశ్రయపురాలు ఒక్కొక్క చోట్ల వారు ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో ఆ ఆశ్రయపురాలు ఎందుకు ఏర్పాటు చేశారంటే పొరపాటున ఏదైనా ఏదైనా జరిగినట్లయితే వారు వచ్చి ముందు ఈ ఆశ్రయపురంలో దావుకున్నారు ఆశ్రయపురంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఏమి చేయడానికి వీలు లేదు మరలా అది విసిరి విసిరి విసిరించి మరలా దానికి తీర్పు తిరిగే వరకు కూడా అయితే పిల్లారా అలాగనే ఆశ్రయపురమును ఆశ్రయించే వారు వారందరూ కూడా ఏదైనా ఎక్కడైనా ఏదైనా జరిగినట్లయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆశ్రయపురం అదే అక్కడ రాయబడి ఉంది ఏడో వచ్చిన ఒకసారి చదువుకుందాం గలీలయలో కేదేశును సఖేమును ప్రదర్శ ప్రతిష్టపరిచి తూర్పు దొరికిన రామోతును గోళాలను నియమించారు ఇలా ఈ విధంగా ఆరు ఆశ్రయపురములు స్రాయ దేశములో నియమించారు ఏదైనా పొరపాటున ఏదైనా జరిగినట్లయితే వారు వెళ్ళి ఆశ్రయపురములో దాక్కోవడానికి ఆశ్రయం పెట్టుకోవడానికి ఇస్రాయేల్ దేశములు ఇది ఏర్పాటు చేసి ఉన్నారు ఈ ఈ ఏడు ఆరు ఆశ్రయపురాలను గురించి మనం చూసినట్లయితే కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు మన యొక్క జీవితంలో మనకొక ఆశ్రయపురం ఉన్నది ఎక్కడ మన ఆశ్రయపురం ఏ పరలోకం ఆశ్రయపురం అయితే మనకు ఆశ్రయం మనం ఎక్కడ ఆశ్రయిస్తున్నామంటే పువ్వునటువంటి సిలువ దగ్గర దేవునికి స్తోత్రం ఏసయ సిలువే మన యొక్క ఆశ్రయపురము ఏసుప్రభు సిలువ దగ్గరికి ఎందుకంటే ఏసే లోకానికి వచ్చి మనకు అవసరమైన సిలువలో మరణించినందువలన మనకు ప్రతి విషయాల్లో కూడా దేవుడు మనకు సహాయం చేసి ఆయన శిల్వ మరణం ద్వారా మనకు దీవెన మనకు ఆశీర్వాదం మనకు ఉన్నది అయితే ఈ పాటు వేళ ప్రియులారా ఆరు ఆశ్రయపురాలు మనం ఒక్కసారి మనం నేర్చుకుందాం ఇక్కడ మనం చూసినట్టు మొట్టమొదటి ఏర్పాటు చేసినటువంటి ఆశ్రయపురము కేదేశు కేదేశు అనగా దానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే విశుద్ధి అనే అర్థం పవిత్రత అని అర్థం ప్రియులారా మనకు మన యొక్క జీవితంలో మనకు దేవునిలో ప్రభువులో మనం జీవించినప్పుడు మనం పరిశుద్ధులుగా జీవించాలని ఇది మనకు తెలియపరుస్తున్నది కేదేశ్వరగా విశుద్ధి విశుద్ధీకరణ మన జీవితం పరిశుద్ధమైనటువంటి జీవితంగా ఉండాలి మన ప్రభుత్వటువంటి ఏసేలో మనం జీవిస్తున్నాం యేసు ప్రభు మనల్ని పవిత్రపరచువాడు దేవుడు మనల్ని ఆ దేవుని మీద మనం ఆశ్రయం పెట్టుకున్నట్లయితే దేవుడు మన పరిశుద్ధపరిచి మన పాప జీవంలో నుండి వాళ్ళని విడిపించేవాడు మన అయినటువంటి యేసుక్రీస్తు ఇక్కడ మనం చూసాం మొదటి కోరింది పత్రిక మొదటి అధ్యాయం ముప్పై వచనం మనం ఒకసారి చదువుకుందాం మొదటి కోరింది పత్రిక మొదటి అధ్యాయం ముప్పై వచనం ఒకసారి మనం చదువుకుందాం అయితే ఆయన మూలముగా క్రీస్తు ఉన్నారు జ్ఞానమును నీదియు పరిశుద్ధతయు విమోచనములు ఆయను ప్రియులారా ప్రభుత్వ యేసుక్రీస్తు ద్వారా మనకు పరిశుద్ధత మనకు అయిందని అక్కడ మనం చూస్తున్నాం జ్ఞానమును వివేచన పరిశుద్ధత ఇవన్నీ కూడా యేసు ప్రభు ద్వారానే మనకు కలుగుచున్నది కనుక మనకు అన్ని ప్రభుత్వ యేసు యొక్క సులువ మరణం ద్వారా అందుకని అవిశయం అవిశయించేవాడు ఎవరు ఎంత ప్రభువు ప్రభువునందే అతిశయించాలని రాయబడి ఉంది అతిశయించేవారు ప్రభువు నందే అతిశయించాలి కనుక అందుకని అపోసలంటే పౌలు ఏమంటున్నాడంటే నాకు ఏదైనా అతిశయించడానికి ఉన్నట్లయితే యేసు ప్రభు యేసు ప్రభు సిలువ తప్ప యేసు ప్రభు సిలువ తప్ప మరి ఏదీ లేదు పిల్లారా మన యొక్క జీవితంలో మనకు ఏదైనా అధిష్టించడానికి ఉన్నట్లయితే ఏసే సిలువ మాత్రమే ఆయన సిలువ మీద మనం ఆశ్రయం పెట్టుకొని మనం అనుసరించడానికి మనకున్న ద్వారా ఏమీ లేదు అన్ని మనకు ప్రభు అయినటువంటి ఏసెస్లో మన ద్వారా మనకి మనం ఆరు ఆశ్రయపురాలు స్వాయ దేశంలో ఉన్నదని మనం నేర్చుకున్నప్పుడు మనకొక ఆశ్రయపురం మనకున్నది ఏడో ఆశ్రయపురం మన ప్రభుత్వ ఏసై యొక్క శిలువ దేవునికి స్తోత్రం కాబట్టి ఆ ప్రభుత్వ యేసుక్రీస్తునందు మన విశ్వాస విశ్వాసం ఉంచి ఆ దేవుని కొరకు మనం జీవించినట్లయితే ప్రభు మనల్ని దీవిస్తారు ఇక్కడ మనం చూసినట్లయితే విశుద్ధీకరణ పవిత్రత మన యొక్క జీవితంలో మనకు అవసరం మన దేవుడు పరిశుద్ధులై ఉన్నాడు పరలోకరాజ్యములో పరలోకరాజ్యం పవిత్రమైనది ఆ దేవుడు కూడా పరిశుద్ధులై ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం అందుకని బైబిల్లో ఉన్నది ఎవోవా పరిశుద్ధులు కనుక మీరును పరిశుద్ధులై ఉండవలను అని దేవుని యొక్క వాక్యం చెప్పుచున్నది కనుక దేవుని బిడ్డలు ప్రియులారా పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు కోరుతున్నారు అది మన యొక్క జీవితంలో మనకు ఉండాలి మన నడకలో మన జీవితంలో మన మాటల్లో మన జీవితం అంతా కూడా పరిశుద్ధముగా ఉండాలని దేవుడు కోరుతున్నారు ప్రతిరోజు కూడా ప్రియులారి అపవిత్రత మన వెంటాడుతూ ఉంటుంది మన మాటల్లో అపవిత్రత ఉంటుంది మన చూపులో అపవిత్రత ఉంటుంది మన యొక్క వెనుకడిలో అపవిత్రత ఉంటుంది మన యొక్క నడకలో ఏదో ఒకటి మన వెంటాడుతూ ఉంటుంది అక్కడ ప్రియులారా మనం పరిశుద్ధత కలిగి దేవుని కొర జీవిస్తూ ఉండాలి గత రాత్రి మన ప్రణ గ్రంథం విన్నప్పుడు మనం విన్నాము రక్షణ అనేది మూడు భాగాలు ఒక్కటి నేను రక్షణ పొందాను అన్నది రెండవదిగా నేను రక్షణ పొందుతూ ఉన్నాను అనేటువంటిది మూడవదిగా నేను రక్షణ పొందుతాను అనేది అంటే రక్షణ పొందాను అనేది అంటే ఏంటి అర్థం ఒక అయిపోయిందని ఒక్కసారి ఏసుప్రభు ప్రభు నా రక్షకుడుగా నేను అంగీకరించాను నేను యేసు కొరకు జీవించడానికి నేను తీర్మానం చేశాను మారు మనసు పొంది బాప్తిసం పొందాను అన్నప్పుడు రక్షణ మనలోనికి వచ్చేసింది ఆ రక్షణ వచ్చిందని చెప్పేసి మరలా మన ఇష్ట ప్రకారం మనం జీవించడానికి దేవుడు ఇష్టపడటం లేదు రక్షణ మనం పొందిన తర్వాత మరలా ప్రతిరోజు కూడా మన రక్షణ పొందుచూ ఉండాలి అదే దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నది రక్షణ పొందుచూ ఉన్నటువంటి అనుభవం రక్షణ మనం పొందుచూ ఉన్న ఉన్నది ఎలాగనే మన యొక్క జీవితంలో వచ్చినటువంటి బలహీనలో దేవుని సల్లో ఒప్పుకొని మన దాన్ని మనం విడిచిపెట్టి దేవుని కొర జీవించాలి ప్రతిరోజు కూడా మన జీవితాన్ని మనం పరిశోధన చేయాలి మళ్ళీ ఎన్నో బలహీనత దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలన్నీ మన యొక్క జీవితంలో మనకు వస్తాయి అవన్నీ మనం వచ్చినప్పుడు ప్రియులారా ప్రతిరోజు కూడా మనని దేవుని సెలవు సమర్పించుకొని ఆ రక్షించబడుచున్నటువంటి యొక్క అనుభవం మనకు ఉండాలి అలా ఉంటేనే దేవుని మనం జీవించదు మనం ఏంటంటే మనకు ప్రార్థన ఉండదు దేవునిసల్లో ఎక్కువగా మనము ముందుకు సాగము ప్రార్థన అనుభవం ఉండదు పలందా పనికి వెళ్ళిపోయి మరలా వచ్చి కాస్త భోజనం చేసి అలాగనే పడుకుంటారు చాలామంది ప్రార్థన అనుభవం లేదు కుటుంబంలో ప్రార్థన లేదు ఆ పవిత్రమైనటువంటి జీవితం లేదు క్రైస్తవుల్లో చాలామంది పరిశుద్ధమైనటువంటి జీవితాలు లేవు ఇది సరైనటువంటి క్రైస్తవ జీవితం కాదు మన దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు మన ఏసయ్య పరిశుద్ధుడు ఆయన ఏ పాపం చేయలేదు ఏసయ్య పాపుల్ని ప్రేమించి లోకానికి వచ్చారు కానీ ఆయన ఏ పాపము చేయలేదు కనుక పాపం ఎరగని వాడే పాపం చేయని వాడే మన ఏసయ్య మనం కూడా అలాగనే మనం జీవించాలని దేవుడు కోరుతున్నారు పాపల్ని ప్రేమించి ఏసయ్య లోకానికి వచ్చారు కానీ ఆ పాపంలోనే మనం విడుదల పొంది దేవుని కొరకు పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి పిల్లరా మన దేవుడు పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి పవిత్రమైనటువంటి జీవనం చేయాలి లోకములో ఎంతోమంది దేవుడిని చూస్తున్నారు పవిత్రులు కాదు వారి జీవితాలు చూస్తే పవిత్రులు కాదు వారి జీవితాలు వారి యొక్క చూస్తే చూసిన పరిస్థితుల్లో కాదు పరిస్థితుల్లో ఏంటంటే దేవుడు కాదు ఏ కొంతమంది దేవుడికి చారా కావాలి ఏ కొంతమంది దేవుడిని చూస్తే దెయ్యాలు అలా కనపడుతుంది అయితే ప్రియులార మన దేవుడు దేవుడు అన్నవాడు ఎలాంటి వాడు అని మనం గ్రహించాలి పరిశుద్ధత కలిగి సర్వ జ్ఞానం కలిగి సర్వశక్తివంతుడు అయినటువంటి వాడే మన అయినటువంటి వేసే మన దేవుడు దేవునికి స్తోత్ర హాలేలు ఆ దేవుని కొరకు పిల్లారా మనం జీవిస్తున్నాం దేవుడు అన్నవాడు అన్నిటి మీద అధికారం కలిగిన వాడు ప్రపంచం మీద అధికారం కలిగిన వాడే దేవుడు ఆ దేవుని యొక్క సన్నిధిలో పిల్లారా మన యొక్క జీవితాలు మనం సమర్పించుకొని దేవుని కొరకు మనం ముందుకు సాగాలి మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నారు ఏసై వచ్చినప్పుడు ఎవరు ఎత్తబడతారు పరిశుద్ధుల అభౌతులు అందరూ ఎత్తబడతారా ఏ పరిశుద్ధులే ఎత్తబడతారు అది మనం గ్రహించాలి పవిత్రమైన జీవితం చేసిన వారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ఎత్తబడతారు అది మనం గ్రహించాలి పరిశుద్ధులను చేర్చుకోవడానికి అందుకని ఎఫ్ఎస్సి పత్రికలో ఒక వాక్యం ఉంది ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన ఒకసారి చదవండి ఎఫ్ఎస్ పత్రిక క్రీస్తు కూడా అది కళంకమైనను మరి లేక మరి లేక పరిశుద్ధమైనది మహిమగల సంఘము గాను మహిమగల సంఘము గాను తన ఎదురు ఆయన తన ఎదుట తన ఎదుట ఆయన నిలబెట్టుకున్న వలనని నిలబెట్టుకున్న వలనని వాక్యంతో ఉదక స్నానము చేత ఉదక స్నానం చేస్తా దాన్ని పవిత్రపరచి పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన తాను అప్పగించుకొనెను తన తాను అప్పగించుకొనెను దేవునికి స్తోత్ర హల్లెలూయా రెండు వేల సంవత్సరాల కిందట మన ప్రభువైనటువంటి ఏసయ్య ఈ లోకానికి వచ్చి తన తాను ఆయన సమర్పించుకున్నాడు అర్పించుకున్నాడు ఆయన బలి అయ్యాడు ఎందుకు అవసరం అంటే కొంతమంది దేవునికి కావాలి దేవుని ఆరాధించడానికి దేవుని స్థుతించడానికి మానవ జాతిని వారి పాపంలోని వారిని విడిపించి ప్రియులారా దేవుని యొక్క బిడ్డలుగా వారిని మార్చి దేవుని యొక్క రాజ్యంలో వారు ఉండాలని కోరికతోనే వేసే లోకానికి వచ్చి ఉన్నారు కనుక దేవుడు ప్రేమించిన సంఘమును దేవుడు ప్రేమిస్తున్నారు దేవుడు ప్రేమించినటువంటి సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నారు అది పౌత్రముగాను పరిశుద్ధపరచుటకై ఆ దాని ముందు అక్కడ చదువు ముందు అక్కడ చదువు నిర్దోషమైనది కాను పరిశుద్ధమైనది కాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట నిలబెట్టుకున్న పిల్లల మహిమ కలిగినటువంటి ఒక సంఘముగా పరిశుద్ధత కలిగిన సంఘముగా పౌత్రత కలిగినటువంటి మహిమ కలిగినటువంటి నిర్దోషమైనటువంటి దోషం లేనటువంటి సంఘముగా నిలబెట్టడానికి అవసరమే ఏసు మరణించి ఉన్నాడు మన ప్రభువైనటువంటి ఏసే మన కొరకు మరణించాడు బలి అయ్యాడు మనం ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం చాలామంది మన అవసరాలు తీరటానికి అవసరమే ప్రభుని వెంబడిస్తారు ప్రార్థన దేవుడు వినాలి అవసరాలు తీరాలి ఇది మాత్రం కోరుకుంటారు పిల్లరయ్యి పగటి వేళ నేను చెప్పేది ఏంటండి మన అవసరాలు అన్ని దేవుడు తీరుస్తారు దేవుడు మనకు సహాయం చేస్తారు మనం ప్రార్థన చేయాలి దానికంటే ముఖ్యమైనటువంటి ఏంటంటే పరిశుద్ధత కలిగిన పవిత్రత కలిగిన ఒక సంఘముగా మహిమ కలిగినటువంటి సంఘముగా మన ఆయన్ని ప్రేమించిన తన బిడ్డల్ని అక్కడ నిలబెట్టడానికి అవసరమే ఏసే బలి అయ్యాడు అది మనం గ్రహించాలి ఏసే లోకానికి వచ్చి ఎందుకు బలి అయ్యాడండి మరి అవసరాన్ని తీర్చడానికి కాదు పిల్లల ఏసై ఎందుకు బలి అయ్యాడండి మనం దేవుని యొక్క రాజ్యములు ఎలాగైనా కనబడాలి మహిమ కలిగినటువంటి సంఘముగా మనం అక్కడ ఉండాలి తండ్రి దేవుడితో కూడా ఆ మహిమ కలిగినటువంటి యొక్క పెళ్లి కుమార్తె సంఘముగా మనం అక్కడ ఉండాలని ఏసై లోకానికి వచ్చి మనకు అవసరం ఆయన బలి అయ్యాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి ఆమె హాలెలియా కాబట్టి మనం పిల్లార మహిమ కలిగినటువంటి సంఘముగా ఉండటానికి అవసరం మనం నిలబడాలి దేవుని కొరకు మనం జీవించాలి పరిశుద్ధత కలిగినటువంటి సంఘం పవిత్రమైనటువంటి జీవితాలు మనం చేయాలి దేవుని సల్ల ప్రియులారా మన అలాగనే మనం ముందుకు సాగాలి హెబ్రి రెండో అధ్యాయం పదకొండవ వచ్చిన ఒకసారి చదువుకుందాం హెబ్రి రెండో అధ్యాయం పదకొండవ వచ్చిన అక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధపరచు వారికి పరచబడి వారికి ఒక్కటే మూలము ఏదో చేతును సహోదరులను పిలిచడకు ఈ నామను అప్రజరపరచను ఆయన ప్రియాల పరిశుద్ధపరచు వారి వారికి పరిశుద్ధపరచబడి వారికి అందరికీ ఒకటే మూలం చెప్పేసి అక్కడ రాయబడినది కనుక ప్రజల పత్ పది అధ్యాయం పది వచనం కూడా మనం చదువుకుందాం పది అధ్యాయం పది వచనం ఎప్పుడు పది పది ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము దేవునికి స్తోత్రం ఒక్కసారి ఏసయ్య తన శరీరం అర్పించుట చేత బలి అవ్వట చేత ఆయన సిలువలో మరణించుట చేత అర్పించబడ్డ శరీరం అర్పించబడ్డ చేత మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము ప్రియులార దేవునికి స్తోత్రం మన జీవితంలో ప్రియులారా మనల్ని చూస్తే చాలా బలహీనలు మనం ఉన్నాయి అవతలన్నీ మనకున్నాయి అందులో నుంచి దేవుడు మనల్ని విడిపించి ఈ గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఎందుకని పరిశుద్ధపరచబడటానికి మన పౌత్రులుగా ఉండటానికి మనం దేవుని యొక్క ఇష్ట ప్రకారం పరిశుద్ధులుగా ఉండి దేవుణ్ణి వెంబడించడానికి అవసరమే ఏసయ్య మన కొరకు సిలువలో మరణించి ఉన్నాడు మనం గ్రహించాలి ఏసయ్య బలి అవుట చేత ఆయన మన కొరకు మరణించుట చేత మనం పరిశుద్ధపరచబడి ఉన్నాం మన సొంతంగా మన నీతి క్రియలు ఏమీ లేదు మన నీతి క్రియలు అన్నీ ఎలాగుంటుంది మురుగుబడినటువంటి గుడ్డవలే మురుకుబడినటువంటి గుడ్డవలే ఉంటుంది మన నీతి క్రియలు అయితే మన నీతి క్రియలు చూస్తే మనం ఎవరి పరిస్థితులం కాము కానీ ఏసేదం రక్తం చేత మన కడిగి వాళ్ళని పవిత్రపరుస్తుంది అయితే పిల్లారా పరిశుద్ధులుగా ఉండటానికి అవసరమే దేవుడు వాళ్ళని పిలిచి ఏర్పాటు చేసి ఉన్నారు ఎలాగైనా మన పర్లోక రాజ్యంలో వెళ్ళాలి పర్లోక రాజ్యంలో వెళ్ళాలని అందరూ కోరిక ఉందా కోరిక వారి దేవునికి స్తోత్రం చెప్పండి ఆమె కొంతమందికి ఆ కోరిక కూడా లేదని అనుకున్నాం ప్రైసులాడు పిల్లరా ఎలాగైనా మన దేవుని యొక్క రాజ్యంలో చేరాలి లేకపోతే క్రైస్తవ జీవితం మనకు అనవసరం క్రైస్తవ జీవితం మనం ఎందుకు చేస్తున్నామంటే ఎలాగైనా మళ్ళీ అయితే బెలగిళ్ళు చాలా ఉంటాయి ఉండవచ్చు బెలగిళ్ళు కానీ దేవుని సల్లోని పరిస్థితి కలిగి దేవుడితో ప్రార్థన చేసుకొని దేవుని సేవలో ఎల్లప్పుడూ కూడా మనల్ని సమర్పించుకున్నటువంటి అనుభవాలు మనకు ఉండాలి ప్రార్థన జీవితం మనకు ఉండాలి ఇంటిలో ప్రార్థనలు బాగా జరగాలి దేవుని శుధించాలి దేవుని మహిమపరచాలి నీ దేవుని ఎక్కువ శుధించి దేవుని మైపరిచినప్పుడు ప్రార్థనలు కలిగి ఉన్నప్పుడు అభివాది నీలో నుండి పారిపోతుంది అభివాది పారిపోతుంది కనుక ప్రియులారా ఈ పగటి వేళ దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి అవసరమే ఆయన సెలవులో మరణించి ఉన్నాడు పరిచి ఎలాగైనా దేవుని యొక్క రాజ్యానికి తీసుకువెళ్ళటానికి అందువలన ఆ దేవుని సెలవులో మనం ఉండి దేవుని ఇష్ట ప్రకారం జీవించాలి దేవునికి స్తోత్రం ఆ ప్రభుత్వంలో సమర్పించుకొని మనం ముందుకు సాగిపోదాం దేవుడు మన దేశాలు మొదటి పేతృపత్రి మొదటి అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన ఒకసారి చదువుండి మొదటి పేతృపత్రిక మొదటి అధ్యాయం మీ మనసు నడుము కట్టుకొని బుద్ధి గలవారై ముద్దరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడి కృప విషయమై తేబడి కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక నేను పరిశుద్ధులై ఉండుడని మీరు మీరు పరిశుద్ధులై ఉండవనని రాయబడి ఉన్నది రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం కాగా మీరు విధేయులకు పిల్లలై ఆ పిల్లలు చూడండి పరిస్థితులుగా నేను పరిస్థితిలో ఉన్నాను కనుక మీరును పరిస్థితులు ఉండాలి కనుక మీరు ఏం చేయాలంటే మనసు అని నడుము కట్టుకోవాలి ఏం కట్టుకోవాలండి మనసు అని నడు మన మనసు నడు ఎందుకు కట్టుకుంటున్నారంటే మన మనసు ద్వారానే మనసు హృదయం లో నుంచి దురాలోచనలు దేవునికి ఇష్టం లేటు అన్నీ మనకు వస్తాయి చూడండి మత్తైసు వార్తలో ఒక వాక్యం ఉంది మత్తైసు వార్త పదిహేనో అధ్యాయం పదహారు పదిహేడు వాక్యాలకు దేవదూషణలు ఇదే మనిషిని అపవిత్రపరుస్తుంది మనిషిని అపవిత్రపరుస్తుంది అంట చెయ్యి గడవకుండా తెలియని వాళ్ళు శిష్యులు తింటున్నారని ఏదో ఎవరో నేరాలు మోపితే ఏసి అంటున్నాడు చెయ్యి గడవకుండా తెలియదు అపవిత్రపరిచింది పరిస్థితి మీ హృదయంలో నుండి వచ్చినదే మిమ్మల్ని ఏం చేసింది అపవిత్రపరుస్తుంది హృదయంలో నుండి వచ్చినటువంటి ఒకసారి చదువు పది పదహార వచ్చిన దురాలోచనలు అరగత్తులు వ్యభిచారములు దొంగతనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు దేవదూషణలు హృదయంలో నుండి వచ్చును అన్ని హృదయంలో నుండి దేవునికి ఇష్టం లేనటువంటి ఈ జీవితాలు దురాలోచనలు దేవునికి ఇష్టం లేని ఆలోచన దేవునికి ఇష్టం లేనటువంటి మాటలు దేవునికి ఇష్టం లేనటువంటి క్రియలు దేవునికి ఇష్టం లేని ఎన్నో ఉన్నాయి ఇవన్నీ ఎక్కడ చేస్తుందంటే మీ హృదయంలో నుండి వచ్చును ఇవే మనిషిని అపవిత్ర పరుస్తుంది చేతులకు కడుక్కొనక భోజనం చేయటం మనిషిని పరచదని చెప్పాను అది మనుషుల్ని పరచు చేతులు కడగకుండా మీ శిష్యులు ఏదో తింటున్నారు భోజనం చేస్తున్నారు అని చేతులు కడుగుని తినాలి మంచిది కానీ మనిషిని అపవిత్రపరిచి ఉంటుంది ఏంటంటే చేతులు గడవకుండా నేను కాదని చెప్తున్నారు అక్కడ ఏసీ ఉండనాడు మీ దురాలోచన మీ వ్యభిచారము మీ నరగత్యలు ఇదన్నీ ఆ అబద్ధ సాక్ష్యాలు ఏ దొంగతనం దేవదోషములు ఇవన్నీ మిమ్మల్ని అవతలపరుస్తుంది ఇవన్నీ ప్రియులారా ఎంతో మందిలో ఉన్న ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు దేశం వచ్చినప్పుడు కోపాలు చూడని సంవత్సరంగా మాట్లాడుతూ ఉంటాం ప్రియులారా మన జీవితాన్ని మనం సరి చేయాలి మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి మన జీవితంలో ప్రభువు ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి దేవుడు మనం నడిపించాలంటే మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి ప్రతిరోజు మనం దేవుని సభలో సమర్పించుకొని మనం ప్రార్థన చేయాలి క్షమించాలి ఎవరైనా మనకు అపకారం చేసిన వాళ్ళని క్షమించాలి అపకారం ప్రియులార ప్రతిపకారం చేసే దేవుని దేవుడే చూసుకుంటారు దేవుడు దేవిస్తారు మనల్ని కనుక దేవుని సెలవు సమర్పించుకొని దేవుని ఇష్ట ప్రకారం మనం జీవిస్తే అక్కడ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం మనకు ఉంటుంది ఎన్ని మన జీవితాన్ని మన పరిశుద్ధంగా మార్చుకోవాలి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి అమే హాలెలుయా పరిశుద్ధుల్ని చేర్చుకోవడానికి వేసే రాబోతున్నారు మహిమ కలిగినటువంటి సంఘాన్ని చేర్చుకోవడానికే బలప్రమైనటువంటి ఏసయ్య రాబోతున్నారు కనుక ఇప్పుడు ఏం చేయాలంటే మీ మనసు అని నడుము కట్టుకొని వాక్య ఒకసారి మీ కాబట్టి నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దేవుడు కృప విషయమై దేవుడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి సంపూర్ణ నిరీక్షణ సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి దేవుడు వచ్చినటువంటి ప్రత్యక్షత దేవుని యొక్క రాక్కడ గురించి దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి వీళ్ళారా సంపూర్ణమైన నిరీక్షణ కలిగి దేవుని కొరకు మనం జీవించాలి మనం ఎక్కడ ఉన్నా ఉద్యోగంలో ఉన్నా అక్కడ మీ ఉద్యోగం చేస్తూ ఉండగానే అక్కడ వేసే వస్తారేమో లేదా పొలంలో పని ముడి వేసే వస్తారేమో ఏమైనా కానీ ప్రత్యక్షత కొరకు మనం సరిగా దేవునిలో జీవించాలి సంపూర్ణమైనటువంటి నిరీక్షణ కలిగి దేవుని కొరకు జీవించాలి దానికి అవసరం ఈ నడుము అనే మనస్సు మన మనస్సే నడుం నడుం లేకపోతే మనం నుంచలేము పడి చేయలేము నడుం గట్టిగా ఉండాలి అయితే మన మనస్సు కూడా ఒక నడుమునకు పోలించి పోలించారు మనం సరిగా నిలబడాలంటే దేవుళ్ళు ఉండాలంటే మన మనస్సు అనే నడుము మనము కట్టుకోవాలి కనుక మనస్సు నడుం కట్టుకొని దేవుని యొక్క ఇష్ట ప్రకారం జీవించాలి దేవుని కొరకు మనం ముందుకు సాగాలి కనుక పిల్లారా ఇస్రాయే దేశంలో ఎన్ని ఆశ్రయపురాలు ఆరు ఆశ్రయపురాల్లో పట్టుబడి మనం ఏదైనా గురించి మనం విన్నాము కేదేశు కేదేశు అనగా పవిత్రత పరిశుద్ధత విశుద్ధి పవిత్రమైనటువంటి జీవితాలు మనం చేయాలని ఈ ఆశ్రయవరం మనం తెలియపరుస్తూ ఉన్నది పరిశుద్ధమైన జీవనం చేయాలి ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి దేవుని యొక్క ఇష్ట ప్రకారం జీవించాలి ఈ పగకాలం మనం ఒక్కసారి మనల్ని మనం పరిశోధన చేసుకుందాం ఎంతవరకు మనం పౌత్రులుగా జీవిస్తున్నాం ఎంతవరకు మనం విశుద్ధిలో మనం జీవిస్తున్నాం పౌత్రుల్లో మనం జీవిస్తున్నాం దేవుని ఇష్ట ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం ఒకసారి పరిశోధన చేయండి పిల్లారా మన మాటలు మన క్రియలు అన్నీ దేవునికి ఇష్టలుగా మనం జీవించడానికి దేవుని సెల్లో సమర్పించుకొని మనం ముందుకు సాగుదాం మన దేవుడు మనకు తోడై ఉంటాడు దేవుడు మనం దీవించి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు కొలసి పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చిన ఒకసారి మనం చదువుకున్నాం కొలసి పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చిన సంబంధమైన వాటి మీద మనసు పెట్టకొనుకటి ఆ తర్వాత ఏలయనగా మీరు మృతి తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది దాచబడి ఉన్నది మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు ప్రత్యక్షపరచబడుదురు కావున భీమము భూమి మీద ఉన్న మీ అవయవములను కావున కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా అనగా జారత్వమును జారత్వమును పవిత్రతను జాగ్రత్త వినండి అజారత్వమును అపవిత్రతను అపవిత్రతను కామాతురతను కామగత్వము దురాశను దురాశ విగ్రహారాధన విగ్రహారాధన ధనాపేక్షను ఆ ధనాపేక్ష కూడా విగ్రహారాధన చూసారండి విన్నారా మీరు ధనాపేక్ష అయినా విగ్రహారాధన చంపివేయుడి చంపివేయుడు అన్ని మనం చంపివేయాలి లోకములు ఇవన్నీ మనకున్నాయి ఉన్నాయి ఇవన్నీ మనం చంపివేయాలి ధనాపేక్ష విగ్రహారాధన ఇలాగా విగ్రహారాధన అంటే తన ధనాపేక్షుడు విగ్రహారాధనే దురాశలు అపవిత్రత పరిశుద్ధత లేకుండా ఉన్నటువంటి అన్నీ మనం చంపి మన అవయములు ఎందుకని దాని ముందు మనం చూసాం కదా క్రీస్తు భూమి మీద ఉన్న మీ అవయములను క్రీస్తు క్రీస్తుతో కూడా దాచబడి నీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మన జీవం ప్రియులారా క్రీస్తులో దాచబడి ఉన్నది యేసులో మనం ఉండాలి యేసు మనలో ఉండాలి మనం యేసులో ఏ క్రీస్తులో మనం ఉండాలి దాచబడి ఉన్నది కనుక మన జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది కనుక తర్వాత జీవమైన మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా ప్రత్యక్ష మనం కూడా ఆయనతో కూడా మనం ప్రత్యక్షపరచబడుతున్నాం ఉన్నాం ఏ సేవచ్చినప్పుడు ఇలాగే మనం ప్రత్యక్షం కాబోతున్నాము ఏసు వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం ఉంటాం ఆ నిరీక్షణలో మనం ముందుకు సాగాలి అలాగనే దేవుళ్ళు మనం జీవించాలి ప్రభువులో మనం ఉండాలి ఆ నిరీక్షణ కలిగి దేవుళ్ళు మనం ఉంటే దేవుడు వాళ్ళని ఎంతగానో దీవిస్తారు అందుకని తన పరిస్థితులు ఉండాలని ఏ క్రిస్తు వస్తాడు ఆ క్రిస్తు కూడా మనం నిరీక్షణ కలిగి ఉండాలి ఆ ఏసయ సన్నిధిలో మనం ఎత్తబడాలి దేవుని యొక్క రాజ్యములో మనం కనబడాలి అందువలన నీకు జీవమైన క్రీస్తు ఆ క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ వచ్చినప్పుడు కనుక మీ అవయవములు మీ శరీరాన్ని దేవుని కొరకు సమర్పించండి పరిశుద్ధత కలిగి దేవుని ప్రేమించి దేవుని కొరకు జీవించండి అంటున్నారు కనుక ప్రియులారా ఈ పాటు వేళ మన జీవితం మనం ఒకసారి పరిశోధన చేసుకుందాం నిజంగా దేవుడిలో మనం జీవిస్తున్నాము పరిశుద్ధత కలిగి ఉంటున్నామా మన శరీరాన్ని దేవునికి మనం సమర్పిస్తున్నామా పరిశుద్ధత కలిగి మనం జీవిస్తున్నామా మన మాటలేమి మన క్రియలేమి మన జీవితాలేమి అందరూ ఒక్కసారి పరిశోధన చేయాలని మనం చేస్తున్నాం ఇప్పటి వాళ్ళ దేవుని సెలవు సమర్పిస్తా మన ఏసు రాబోతున్నారు భయంకరమైనటువంటి లోకంలో మనం జీవిస్తున్నాం పిల్లలు ఎక్కడ చూసినా నెమ్మది లేదు సమాధానం లేదు ఎక్కడ చూసినా పిల్లలు ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి సంభవాలు ఆ కూతురి తన చంద కన్న తల్లిని చంపేసింది పిల్లలు చూడండి తహసీల్దార్ గారిని ఒకటి చంపేస్తున్నారు ఉద్యోగాలు చేయడానికి లేదు పిల్లల ఎంతో భయంకరం ఎంతో భయంకరము అపాయాలు పిల్లల ఒక వాహనం ఆ డేంజర్ అయిపోయి పన్నెండు మంది ఒక్క చోటనే మృతి పొంది మృతి పొందేవారు ఇలాంటి ఎన్నెన్నో లోకములో భయంకరమైనటువంటి జరుగుతూ ఉన్నాయి ప్రియులారా మన ప్రభు కొరకు మనం జీవిస్తాం నిరీక్షణ కలిగి జీవిస్తాం పరిశుద్ధమైనటువంటి జీవితం చేసుకొని ఆ దేవుని కొరకు మనం ముందుకు సాగినట్లయితే మన ఏసై వచ్చినప్పుడు అదే మనకు శాశ్వతం ఆ యేసుతో కూడా ఉన్నటువంటి జీవితం యేసుతో పాటు మనం వెళ్ళాలి దేవుని యొక్క రాజ్యములు మనం కనబడాలి అక్కడ మనం ఉండాలి పిల్లారా కనుక ఆ జీవితమే మనకు శాశ్వతమైన జీవితం ఇవన్నీ మనకు నిత్యం కాదు కదా లోకములో మనుషులు నేను ఒకసారి ఆలోచిస్తూ ఉంటాం లోకములో మనుషులు ఎంతో అదే ప్రయాస తొందరపడుతున్నారు ప్రయాసపడుతున్నారు కొంత జీవితమే కొంతకాలమే జీవితం కొన్ని కాలం కొంతకాలం ఉన్నటువంటి జీవితానికి అవసరం ఎందరినో చంపేస్తున్నారు గోడ చేస్తున్నారు ఎన్నో తొందరపడుతున్నారు ఎంతో భయంకరంగా ఉన్నాయి జీవితం అంతా కూడా జీవితం అంతా కూడా చాలా భయంకరంగా ఉంది కాబట్టి పిల్లారా మన దేవుని సెలవు మనం జీవించాలి ఈ లోకంలో మనకు నిత్యమైనటువంటిది కాదు కొంతకాలం ఈ లోకము కనుక మన నిత్యమైనటువంటి రాజ్యం కొరకు మనం జీవించాలి ప్రభువులో మనం ముందుకు సాగాలి దేవుని కొరకు మనం నిరీక్షణలు జీవిస్తాం చూడండి కేదేశ్వరుగా విశుద్ధి పవిత్రమైనటువంటి జీవితములో దేవుని కొరకు మనం జీవించాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నది తర్వాత రెండవదిగా సెకేము సెకేము అనగా భుజము అని అర్థం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన యొక్క బరువు మన పారాలన్నీ ఆయనే మోస్తున్నాడు ఏసే మనకు సహాయం చేస్తున్నాడు మన భారములన్నీ మోసినటువంటి వాడు దేవుడే ఆ దేవుని యొక్క సన్నిధిలో పిల్లారా మనం ఉన్నాము అనుదినం మన భారములన్నీ ఎవరు మోస్తున్నారు దేవుడే మోస్తున్నాయని భారం నా మీద వేయండి అంటున్నారు ఆ ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జిల్లారా నా దగ్గర రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను విశ్రాంతి నేను మీకు విశ్రాంతి ఇస్తాను నీ భారం నేను మోస్తానంటున్నాడు అయ్యా అయితే నీ భారం నా మీద వేయాలి మనం దేవుని మీద వేయటం లేదు అందుకని మనమే మోస్తున్నాం మనమే మొయ్యలేక మొయ్యలేక ఇది ఎలా జరుగుతుంది ఎలాగా ఎలాగా ఎలాగా అని మన ఇప్పుడు ఒక భారం మన ఈ చర్చు ఈ ఇల్లు ఇవన్నీ ఇప్పుడు ఒక పెద్ద భారం ఇది ఎలా జరుగుతుందో ఎలాగా అని మనం మనం ప్రయాసపడుతున్నాం కానీ దేవుని మీద ప్రారంభయ్యా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి ఆమె హాలేలుయ్యా మన ఇదన్నీ పని చేయాలని అనుకున్నాం భారం వేయండి దేవుని మీద భారం వేసుకొని ప్రార్థన చేయండి మీరు అన్నదిన ప్రార్థనలో జ్ఞాపం చేస్తున్న ప్రార్థన చేస్తున్నారు దేవుడు మనని మనకు సహాయం చేయాలని తగినటువంటి సమయంలో దేవుడు గొప్ప కార్యం చేయడానికి ప్రయాస ప్రయాసపడి ప్రార్థన చేయండి సహకరించండి దేవుడు మన దేశ దేవునికి స్తోత్రం హాలేలుయ్యా కనుక మీ భార్యం ఎవరి మీద వేయాలి యహోవా మీద యహోవా మీద ఎందుకంటే దేవుడు మనం మోస్తున్నారు యక్షయా గ్రంథం నలభై అధ్యాయం పది పదకొండు వాక్యాలు ఒకసారి చదవండి యక్షయా గ్రంథం నలభై అధ్యాయం పది పదకొండు ఒకసారి మనం చదువుకుందాం ప్రభు ఆయన బహుమానము నేర్పును బాగుతో గొరెపులను గురించి ఆనుకొని మోయును పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా పిల్లారి ఆయన బాగు బలము చేత దేవుని యొక్క బాగు దేవుని యొక్క బలము చాలా శక్తివంతమైనది ఆయన ఏం చేస్తున్నారండి కొరల్ని చిన్న పిల్లల్ని మోస్తున్నారు పెద్దదైతే దాన్ని మెల్లగా నడిపిస్తూ తీసుకువెళ్తున్నారు దేవునికి స్తోత్రం చిన్న చిన్న పిల్లలు వరే పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని మోస్తారు విశ్వాసంలోనికి కొత్తగా వచ్చినటువంటి వారికి ఏం తెలియదు కొత్తగా నమ్ముకొని ప్రభువుని నమ్ముకొని వచ్చినటువంటి వారిని మెల్లగా మోయాలి పెద్దగా పెద్దవారు చూసారు విశ్వాసాలు బాగా స్థిరపడిపోయేవారు వారిలో కొన్ని బెదగిళ్ళు అన్నీ ఉంటాయి ఆ బెదగిళ్ళని మనం ఏం చేయాలి మెల్లగా వారిని నడిపించాలి దేవునికి స్తోత్రం ప్రిలారా మనకు సమయం మనకు ఆ బలము శక్తి మనకు లేనప్పుడు మనల్ని శక్తిపరచి బలపరిచి మనల్ని నడిపించిన దేవుడే మన దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మనల్ని బలంగా నడిపించినటువంటి దేవుడు బలమైనటువంటి దేవుని యొక్క చేతిలో మనందరం ఉన్నాము లోకాస్వార్థ పదిహేను అధ్యాయుల వచనం వేసుకొని పిలిచి సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె పిల్లల తప్పిపోయిన గొర్రె కొరకు వెదక్కుచ్చు వెదక్కుచ్చు దొరికినప్పుడు సంతోషంతో దాన్ని మోసుకొని వచ్చి ప్రియులారా నడిపిస్తున్నారు సంతోషిస్తున్నారు అందరిని పిలిపించి సంతోషిస్తున్నారు ప్రియులారా మన మనల్ని కాపాడువాడు దేవుడు మనల్ని బలపరిచిన వాడు దేవుడే నీ బలగిరిలో నిన్ను బలపరిచి మెల్లగా నిన్ను నడిపించి నీకు సహాయం చేసిన వాడు దేవుడే అందుకని బయలు ఉంది నీ పారము ఎవరి మీద మోపము ఆయన నిన్ను ఆదుకోండి మొదటి పేతృపత్రిక పత్రిక ఐదో అధ్యాయ ఏడవ వచ్చిన కూడా మనం ఒకసారి చదువుకుందాం మొదటి పేతృపత్రిక ఐదో అధ్యాయ ఏడవ వచ్చిన మనకు అందరికి వచ్చిన వాక్యం ఆయన మిమ్మల్ని చిందించున్నాడు కనుక మీ చింద యావత్తు ఆయన మీద వేయుడి మీ చింద యావత్తు ఆయన మీద ఆయన మిమ్మల్ని చెందుచున్నాడు కనుక మన భారం అనుదిన భారములు మోసినటువంటి దేవుడే మన యొక్క దేవుడు మనం మర్చిపోకూడదు నీ బరువు ఆయన మోస్తాడు ఆయన చేతిలో మనం వేయాలి ఎంత బరువు అయినా ఆయన చేతిలో మోయగలం మోయ మోయగలడు దేవుడు ఏ మనమైతే మొయ్యలేం మనమైతే కొంత బరువు కూడా మనం మొయ్యలేం పిల్లారా దేవుడు ఎంత అయినా మనమందరూ ఆయన చేతులు అరచేతిలో ఉన్నాం ఎంతమంది ప్రార్థన చేశారు దేవుని కొరకు సరిగా జీవించినట్లు తన బిడ్డలు ఎంతమంది ఉన్నారో వారందరూ ఆయన అరచేతిలో ఉన్నారు కనుక మన దేవుని యొక్క అరచేతిలో ఉన్నామని మనం మర్చిపోకూడదు మన భారములు మోసినటువంటి దేవుడు మనకు తోడై ఉన్నాడు కీర్తనలు యాభై ఐదో కీర్తన ఇరవై రెండవ వచ్చిన ఒకసారి చదవండి యాభై ఐదో కీర్తన ఇరవై రెండవ ఆయన నిన్ను అరవై ఎనిమిది కీర్తన పంతొమ్మిది వాక్యం మనం ఒకసారి చదువుకుందాం అనుదినము ఆయన మన పారములు భరించున్నాడు అనుదినం మన పారములు భరించువాడే దేవుడు పిల్లారా నీ పారములన్నీ దేవుడు భరిస్తారు మనం ఎంతో ఎన్నోసార్లు మనం బాధపడుతున్నాం ఎలాగా ఎలాగా అని ఏ విధంగా ఉండాలి ఎలా జీవించాలని పిల్లారా అనుదిన మన పారములు భరించువాడు దేవుడిని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము ప్రియులా చూడండి దేవుని యొక్క వాక్యం మరి యొక్క వాక్యం చదువు మత విశ్వాస పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన మనకు అందరూ తెలిసిన భాగం ఒకసారి చదవండి ప్రయాసపడి భారం చిన్న సమస్త జిల్లారా నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేస్తున్నాను మనకు విశ్రాంతి ఇచ్చేవారు దేవుడే భారం మోసుకొని వచ్చిన సమస్త జిల్లారా నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతి కనుక మనకు విశ్రాంతి దేవుడు మనకు అనుగ్రహిస్తారు కనుక ప్రియులారా దేవుని సల్లో మన జీవితాలు మనం సమర్పించుకొని ముందుకు సాగినట్లయితే దేవుడు మనల్ని కాపాడుతారు మనల్ని మోస్తారు మనకు కావలసినవన్నీ దేవుడు మనకు సహాయం చేస్తారు మనం ఏం పారపడక్కర్లేదు దేవుని మీద పార వేసుకొని ప్రభువా ఇవే నాకున్నామని ఆ దేవునితో మనం ప్రార్థించినట్లయితే మన జీవితాలు దేవుడు కాపాడుతారు కనుక పిల్లారా ఆశ్రయపురం కేదేశ్వరగా అభిశుద్ధి పరిశుద్ధమైనటువంటి జీవితం మనం చేయాలి దేవుళ్ళు మనం ముందుకు సాగాలి రెండవదిగా సేకే భుజము మన మనదిన పారములు మన బరువు అన్నీ మోసినటువంటి దేవుడే మన యొక్క దేవుడు మూడవదిగా హెబ్రోను మూడవదిగా హెబ్రోను హెబ్రోను అనగా అర్థం మీకు అందరికీ తెలుసు హెబ్రోన్ అంటే అర్థం ఏంటి ఏంటి చెప్పండి సహవాసం హెబ్రోను అనగా సహవాసం కనుక సహవాసం మన దేవుడిలో మనకు సహవాసం మంచిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నది సహవాసం మంచి మంచిగా ఉంటేనే మనం దేవుడిలో మన సరిగా ఎదిగేది మనం ఎవరితో సహవాసం చేయాలి చూడండి మొదటి మొదటి యోగాను ఒకటి అధ్యాయం మూడో వచనం మన సహవాసం అయితే తండ్రితో కూడాను కుమారుడైన ఏసుక్రీస్తో కూడాను ఉన్నది చూడండి ఇక్కడ మనం మన సహవాసం అయితే పట్టవదు ఎవరితో తండ్రితో రెండవదిగా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో మన మొట్టమొదటి తండ్రితో సహవాసం చేయాలి తండ్రి ఇష్టప్రకారం జీవించాలి యేసుప్రభు అంటున్నాడు తండ్రి నీ చిత్తమే నెరవేర్చుగా అంటున్నాడు కనుక తండ్రి యొక్క దేవుని యొక్క చిత్తానికి మనల్ని మనం సమర్పించుకోవాలి కుమారుడు ఏ విధంగా ప్రార్థన చేశారో అదే విధంగా మనం కూడా దేవుని సెలవు సమర్పించుకొని తండ్రి యొక్క చిత్తానికి అవసరం మనం ప్రార్థన చేయాలి మనం దేవుడితో సహవాసం చేయాలి సహవాసం విడిపోయినట్లయితే భయంకరం సహవాసం విడిపోవటానికి దేవునితో ఉన్నటువంటి సహవాసం విడిపోవట విడిపోవటానికి కారణం అంటే మనలో ఉన్న పాపము చూడండి ఆదామును రవ్వను దేవుడు ఏదైనా మనములో నిర్మించారు ఏదైనా మనములో వారిని ఉంచారు ఏదైనా మనములో వారిని ఉంచి వారితో చెప్పారు మీరు అన్ని పండు మీరు తినవచ్చు కానీ తోట మధ్యలో ఉన్నటువంటి పండు మాత్రం మీరు తినకూడదు అన్నారు మనకు అందరికీ తెలుసు అయినప్పటికీ ఒకసారి జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను ఆ తోట మధ్యలో ఉన్నటువంటి పండు మీరు తినకూడదు అని చెప్తే ఆ హవ్వ దగ్గరికి పాము వచ్చి మోసం చేసి హవను తినిపించి ఆదాము కూడా చిన్నగా మనం చూస్తున్నాం సరే వారు పాపం చేశారు పండు వారు తినేశారు పాపం చేశారు పాపం చేసిన తర్వాత వారు కొన్నటువంటి మహిమ తొలగిపోయింది అంతకుముందు ఆదా దేవుడు ఆదా హవా దగ్గరికి దిగి వచ్చేవారు రోజు సాయంకాలం పిల్లారా వారి దగ్గరికి వారితో విశ్వసడానికి వారితో మాట్లాడడానికి దేవుడు దిగి వచ్చేవారు దేవుడు దిగి వారితో సహవాసం చేసేవారు వారికి చాలా సంతోషంగా ఉండేది ఆనందంగా ఉండేది కానీ ఎప్పుడైతే వారు పాపం చేశారో అప్పుడు నుంచి అప్పుడు వారు కనపడకుండా దావుకున్నారు ఆ రోజు వారు పాపం చేసిన రోజు సాయంకాలం దేవుడు దిగి వచ్చినప్పుడు ఆదాహంలో కనపడలేదు ఎప్పుడైతే దేవుని యొక్క శబ్దం వినపడుతుందో వారు దిగి వచ్చి వారు వచ్చేవారు దేవుని దగ్గరికి కానీ ఆ రోజు మాత్రం దేవుని శబ్దం విన్నప్పుడు వారు ఏం చేశారు చూడండి మూడో అధ్యాయం ఆది కాండ మూడో అధ్యాయంలో ఉంది తోట మధ్యలో వారు దేవా శబ్దం విని ఆ దేవుడు దిగి వస్తున్నాడని వెంటనే వారు చూసి వెంటనే వారి తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు చాటున దాగుకొనక దేవుడైన దేవుడైన వచ్చి ఆదామును పిలిచి ఆదామును చూచి ఎక్కడ ఉన్నావా నేను ఆదామా నీవు ఉన్నావని అనెను ఆదామును పిలిచారు అన్న తర్వాత అందుకతడు అందుకతడు తోటలో నీ స్వర్మ వినినప్పుడు నీ స్వరం వినినప్పుడు దిగంబరునిగా నుండి గనుక గనుక భయపడి దాగుకొండినని భయపడి నేను దాగుకొండి దాగుకొండిని భయపడి దాగుకొండిని ఎందుకని అప్పుడు దాకా అన్ని రోజులు దేవుడు దిగి వచ్చినప్పుడు భయపడి దాక్కోలేదు దేవుని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేవారు దేవుడితో సహవాసం చేసేవారే ఆదాము హౌవ కానీ ఆ రోజు మాత్రం వారికి ఏం కలిగింది భయం కలిగింది పాపం చేసేవారికి భయం ఉంటుంది తప్పు చేసేవారికి భయం ఉంటుంది లోకంలో కూడా సాధారణంగా తప్పు చేసినటువంటి వారైతే భయపడతారు నేను చేసేవాళ్ళని తప్పు చేశానని దేవుని దగ్గర కూడా ఉంది వెలగిందా పాప దోషాలు మన యొక్క జీవితంలో ఉంటే వారు భయపడతారు పాపం చేసినందువలన వారు భయపడి దేవుడు దిగిరాగానే దేవుడి నుంచి వారు దూరం అయిపోయి దాక్కున్నారు నీ శబ్దం వినగానే మేము దాక్కున్నామని చెప్తున్నారు ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నామని పిలిచారు అప్పుడు ప్రతిరోజు పిలువక్కర్లా పరిగెత్తుకొని వచ్చేవారు వీళ్ళందరికీ అందుకని కొంతమంది దేవుళ్ళకి రావడం చాలా కష్టం అయ్యా నేను ప్రభువులోకి రావాలి మారవలసి పొందాలి బాప్తిసం పొందాలి దేవుని కొరకు జీవించాలి అంటే వారు కొన్ని కొన్ని బలహీనత కొంతమందికి ఏమో సిగరెట్ బలహీనత కొంతమందికి చారా బలహీనత కొంతమందికి మళ్ళీ ఇంకా ఏదో కొన్ని కొన్ని ఉండయి ఇవన్నీ వారి యొక్క జీవితంలో ఉన్నందువలన ప్రియులారి వారు ప్రభులకు రారు ముందుకు సాగరు వస్తాలే అంటారు అయ్యా ప్రార్థనకి రావాలి దేవుని కూడా జీవించాలి వస్తాలే తర్వాత వస్తాలే అంటారు ఎందుకంటే ఈ బలహీనత ఉంది కాబట్టి వారిని ఒప్పుకోవటం లేదు ప్రియులారా ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టం లేనటువంటి పాపదోషాలు మనలో ఉండయో అది మనల్ని ప్రార్థనకి నడిపించదు అది మనల్ని వెనక్కి లాగేస్తుంది దేవుళ్ళు మనం ముందుకు సాగటానికి అవకాశం లేకుండా మళ్ళీ ఉన్నటువంటి వెలిగిన పాపదోషాలు మళ్ళీ వెనక్కి లాగుతుంది కనుక ప్రియుల దేవుడితో మనం సహవాసం చేయడానికి అది మనకు అడ్డుగా ఉంటాయి ఈ పాటి వేళ దేవుని సెలవు మన జీవితాలు సమర్పించుకుందాం ఒకవేళ దేవునితో పూర్తిగా సహవాసం చేయడానికి దేవునితో ఉండడానికి ఒకవేళ కొన్ని కొన్ని బలహీన వాళ్ళు అడ్డుగా ఉండేమో ఆ అడ్డుగా ఉన్నటువంటి బలహీన మనం తొలగించాలి అది మనం విడిచిపెట్టాలి దేవుని ప్రేమించి దేవుని కొరకు జీవించాలి కాబట్టి ప్రియాల ఈ సమయంలో ప్రభుత్వంలో మన జీవితాలు మనం సమర్పించుకుందాం పాపదోషాలు వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించదు అది మనకు అడ్డుగా ఉంటాయి ఆదామని పిలిచి ఆదామాన్ని ఎక్కడ ఉన్నావు దేవుడు అడుగుతున్నారు నేను తినకూడదని చెప్పిన పండు నీవు తిన్నావా అని తినేసాను ఒప్పుకున్నారు తర్వాత మళ్ళీ అక్కడ సంభాషణ జరుగుతుంది అయితే పిల్లారా మన విషయం ఏంటంటే ఆ సహవాసం దేవునితో ఉన్న సహవాసం పోయింది వారికి ఎప్పుడైతే వారు పాపం చేశారో దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేశారో వారు సహవాసం తగ్గిపోయింది సహవాసం లేదు దేవుడితో ఉండండి మళ్ళీ ఇంకా దేవుడు ఏం చేసేవారు వారిని తోటలో నుంచే బయటకి పంపించేసేవారు తోటలో నుంచి బయటకి మీకు ఇంకా తోటలో అవకాశం లేదన్నారు కనుక పిల్లారా మన దేవుడు ఇందాక నేను చెప్పాను మన దేవుడు ఎలాంటి వాడు పరిశుద్ధుడు పాప దోషములు మనలో ఉంటే మన దేవుని దగ్గరికి రాలేం వెళ్ళలేం అలాగైతే మన అందరి పాపాత్మలే కనుక ఆ పాపం నిన్ను విడిపించాలంటే ఏసే లోకానికి రావాలి పాపం లేని రక్తం చెందాలి అందువల్లనే ఏసే మన కొరకు ఈ లోకానికి వచ్చి పాపం లేని రక్తం చెందించారు ఆ రక్తం చెందటం వల్లనే మనకు పాపక్షమాణ కలిగింది ఇప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నారు మనలో ఎన్ని బలగినప్పటికీ దేవుని సంధికి వచ్చి ప్రభా నన్ను క్షమించమని దేవుని సన్నిలో కన్నీరు కాల్చి అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమించి పరిశుద్ధపరుస్తారు కనుక పాపదోషములో మనం ఉంటే ఆ పాపంలోనే మనం జీవిస్తే దేవునితో మనకు సహవాసం కుదరదు కనుక మన సహవాసం ఇప్పుడు ఎవరితో ఉండాలి తండ్రితోనూ ఆయన కుమారుడైన ఏసుతోను ఆయన కుమారుడైన ఏసుతోను దేవునికి స్తోత్రం కీర్తన ఇరవై ఐదో కీర్తన పద్నాలుగో వాక్యం చదవండి ఒకసారి ఇరవై ఐదో కీర్తన పద్నాలుగో వచ్చిన ఒక్కసారి మనం తెలియచేయను ఎల్లప్పుడూ వైపు ప్రియార దేవుని కన్ను దృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది దేవుడు మనల్ని చూస్తున్నారు దేవుడు మనల్ని కాపాడుతున్నారు కనుక దేవునిసల్లో ఆయన యొక్క ఇష్ట ప్రకారం మనం జీవిస్తాం ప్రభువులో మనం ముందుకు సాగుదాం దేవుడు మనం దీవించి వాళ్ళని ఆశీర్వదిస్తారు ఆయన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తారు కనుక ప్రియులారా దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ముందుకు సాగాలి పరిస్థితి కలిగి దేవునితో మనం సహవాసం చేయాలి హెబ్రోన్ అనగా సహవాసం దేవునితో కూడా మనకు సహవాసం మనకు ఉండాలి తండ్రి అయిన కుమారుతో కూడా మనకు సహవాసం ఉండాలి తర్వాత ఎవరితో సహవాసం దేవుని బిడ్డలతో సహవాసం ఉండాలి సహవాస దోషం వలన ఎంతోమంది బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ప్రియుల మనకందరూ తెలుసు చాలామంది సహవాస దోషం వలన ఎన్నో వెలగిన వారి జీవితంలో వచ్చేసి వారు ప్రియుల శిక్షకు అరుగులవుతున్నారు సహవాస దోషమే ఒకవేళ మనం మంచిగా ఉండవచ్చు మనం వారిగా ఉండవచ్చు కానీ ఎవరితో మనం సహవాసం చేస్తున్నామో ఆ వాళ్ళే వాళ్ళని మోసం చేసి వారిని సహవాసం సరిగా లేకుండా దేవుళ్ళ లేకుండా చేశారు అభివాది కనుక సహవాస దోషం మనకు ఉండకూడదు పరిశుద్ధులుగా మనం జీవించాలి దేవుని యొక్క ఇష్ట మనం జీవించాలి కనుక పౌత్రులుగా పరిశుద్ధులుగా దేవుడిలో మనం ఉండటానికి ఉండడానికి దేవుని సభ సమర్పించుకుని మనం ముందుకు సాగిపోద్దాం దేవుడు మనం దీవిస్తారు చూడండి యోగాన్స్ వార్త పదిహేను అధ్యాయం మొదటి నుంచి ఏడు వరకు ఉన్న వాక్యాలు ఒకసారి చదువుకుందాం నేను నిజమైన ద్రాక్షావళిని వ్యవసాయకుడు ప్రతి తీగను తీసి పారవేయును ఫలించి ప్రతి తీగ ఎక్కువగా ఫలింపవలని పనికిరాని తీగలను తీసివేయను నేను మీతో చెప్పిన మాటను నేను మీతో చెప్పిన మాట ఏమనగా మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు పవిత్రులై ఉన్నారు నా యందు నిలిచి ఉండు మీ అందు నేను నిలిచి ఉండు నా యందు నిలిచి ఉండు నేను మీ యందును నిలిచి ఉందును నిలిచి ఉందును నా యందు నిలిచి ఉండాలి ఏసైలో మనం నిలిచి ఉండాలి నేను మీ అందును నిలిచి ఉందును నేను మీ అందును నిలిచి ఉండ అప్పుడు దేవుడిలో మనం ఉంటే దేవుడు మనలో ఉండాడు దేవుడి కొరకు మనం జీవిస్తే దేవుడు మన కొరకు ఉండాడు నిలబడతాడు కనుక మన దేవుడిలో నిలిచి ఉండాలి నిలిచి ఉండాలి కనుక పిల్ల మనం దేవుడిలో నిలిచి ఉన్నాం ఒకసారి మనం మన పరిశోధన చేసుకుని తర్వాత చేయండి కిందకి నిలిచి ఉంటేనే గాని నిలిచి ఉంటేనే గాని ఎలాగో ఫలింపదో ఎలాగో ఫలింపదో నిలిచి ఉండకపోతే ఫలి ఉండదు తీగలో ఆ ద్రాక్ష వాళ్ళు నిలిచి ఉండాలి నిలిచి ఉంటే ఫలం మనకు ఉంటుంది ఏ శైలో మనం నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం లేకపోతే ఫలం ఉండదు ప్రార్థన ఉండదు అక్కడ ప్రార్థన కుటాలు ఉండవు ప్రార్థన ఉండవు దేవుని కొరకు జీవించరు దేవుని కొరకు సరిగా ఉండరు అలాగనే ఉండాలి ఫలం ఉండదు ఫలం లేనటువంటి చెట్టు మనం ఫలించి ఉండాలి దేవుళ్ళు మనము ఫలించాలి కనుక తీగ నిలిచి ఉన్నట్లుగా ఫలించినట్లుగా మనం కూడా ఏసైలో నిలిచి ఉండి మనం ఫలించాలి తర్వాత అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని నిలిచి ఉంటేనే ఫలింపరు ఫలింపరు ద్రాక్షావళిని నేను ద్రాక్షావళి నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో నేను ఎవని ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు దేవునికి వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేరు చేయలేరు బహుగా ఫలించును బహుగా మనము దేవుని కొరకు మనం ఫలించాలి పదిహేడో అధ్యాయ ఇరవై ఒకటి వచ్చిన కూడా చదవండి పదిహేను పదిహేడో అధ్యాయం యోగాన్ స్వార్థ పదిహేడు ఇరవై ఒకటి తండ్రి నా యందు నీవును నా నీవును నీ యందు నేనును ఉన్నలాగున నేను ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట లేదు వారు వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలని ఏకమై అందరూ ఏకమై ఉండవలనని ఐక్యమై ఉండాలి ఏకమై ఉండాలని నేను కోరుచున్నాను తండ్రిని ప్రార్థిస్తున్నాడు ఎవరు ఎస్ దేవునికి స్తోత్రం తండ్రి నేను మీ ఎందు ఎలా ఉన్నాను నువ్వు నాలో ఎలా ఉన్నాము నా సహోదరు శిష్యులు వారందరూ కూడా ఏకమై నిన్ను ఏకమై ఉండాలని ప్రార్థించున్నాను ఏకమై ఉండాలని అందరూ ఐక్యత కలిగి ఏకమై ఉంటే దేవుడు గొప్ప కార్యం చేస్తారు అందరూ ఐక్యతగా ఉంటే దేవుడు అక్కడ కార్యం చేస్తారు దేవుడు దీవిస్తారు బలపరుస్తారు ఏ కార్యమైనా జరిగిపోతుంది ప్రియుల దేవునికి స్తోత్రం ఐక్యత కలిగి ఉండాలి యేసుప్రభు దగ్గరికి పక్షవాదం కలిగేటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు నలుగురు మోసుకొని వచ్చారు నలుగురిలో ఎవరినా ఒకరో ఇద్దరు అక్కడికి ఎందుకు మోసుకొని వెళ్ళటం ఏం జరుగుతుంది అక్కడ ఏం లేదని ఐక్యత లేకపోతే జరుగుతుందా కానీ వారు నలుగురు నాలుగు ప్రక్కన పట్టుకొని మంచం పట్టుకొని తీసుకువెళ్ళారు ఏసై దగ్గరికి ఐక్యత కలిగి ఉన్నారు ఐక్యత కలిగి ఉండే ఏ కార్యమైనా సా సాధిస్తుంది కనుక పిల్లారా ఐక్యత కలిగి ఉండాలి ఐక్యత కలిగి వారు తీసుకెళ్లారు కనుక ఏసే ద్వారా ఆశీర్వాదం పొంది స్వస్థత పొంది వారు వచ్చారు క్షేమంగా సంతోషంగా వారు వస్తున్నారు అలాగే పిల్లారా దేవుళ్ళు మన ఐక్యత కలిగి ఉంటే దేవుడు మనం దీవిస్తారు కనుక మన సహవాసం సహవాసం మంచిగా ఉండాలి లేనిపోని వారితో సహవాసం చేయకూడదు ఊచలాడిన వారితో సహవాసం చేస్తే అదే బూతులు మనకు కూడా వచ్చేస్తుంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వారితో సహవాసం చేస్తే అదే సహవాసం కొంతమంది ఇంట్లో సహవాసం సరిగా ఉండవు తల్లిదండ్రులు మీరు కాదండి మీరందరూ మంచివారే కొంతమంది తల్లిదండ్రులు పిల్లల దగ్గరే అంటారు కొన్ని కొన్ని బూతులు చెప్తారు కదా కోపం వచ్చినప్పుడు ఏదో అంటారు నేను నాకు తెలియదు అదని అయితే తెలిసినా మాట చెప్పకూడదు కనుక వెంటనే ఆ పిల్లల దగ్గర ఆ కొకవాళ్ళు చూపించి వారి దగ్గరే మాట్లాడతారు ఇష్టమతులుగా ఆడతారు అదే బూతులు ఆ పిల్లలు కూడా నేర్చుకున్నారు ఆ పిల్లలు కూడా అదే మాట నేర్చుకొని అదే బూతులు ఇంటిలో అదే బూతులు మాట్లాడతారు పిల్లరా అది మనం మన పిల్లల దగ్గర మన సహోదరుల దగ్గర మనం మాట్లాడినటువంటి ప్రియుల దగ్గర ఎల్లప్పుడూ మనం మంచిగా ఉండాలి సహవాసం మంచిగా ఉండాలి మంచిగా సహవాసం చేయండి మీరు మంచిగా మాట్లాడండి ఒకవేళ మనకు ఎదురుగా ఎవరైనా బూతులు ఆడినా కానీ మనం తిరిగి బూతులు ఆడకూడదు మనం వెంటనే మనం సహవాసం మంచిగా ఉండాలి మంచిగా మాట్లాడాలి తగ్గించుకొని మాట్లాడాలి కనుక ప్రియులారా మనం అలాగనే ఉంటే మన జీవితం ఎంత ధన్యకరం అండి ఎంత దీవెన నా మాట నేను ముగిసిపోతున్నాను దేవుడు మనల్ని దీవించి మనల్ని ఆశీర్వదించేవాడు మనకు సహాయం చేయవాడు మన పిల్లల మన మాటలు మన క్రియలు అన్నీ మంచిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తున్నది కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనం మంచిగా మనం ప్రభువులో ఉండాలి ఐక్యత కలిగి ఉండాలి ఒక్క వాక్యం చదివి ముగిస్తున్నాను అపోసల గారి రెండవ దేవ నలభై రెండవ వచనం అపోసల గారి మీరు అపోసల బోధేందును సహవాసమందును ప్రార్థన చేయటేందును ఎడదాకా ఉండేది వారి పిల్లారా అపోసల బోధ ఎందును సగవాసం ఏ సగవాసం ఎవరి సగవాసం అక్కడ తండ్రి సగవాసం ఉంది కుమారుని సగవాసం ఉంది అప్పోసుల సగవాసం ఉంది ఇవన్నీ సగవాసం వారు అబ్బోధ ఎందును సగవాసం అందును రొట్టి విరిచిపెట్ట ఎందును ప్రార్థన చేయటం ఎడతగా ఉన్నారు సహవాసం ప్రిలారా తండ్రితో సహవాసం కుమారునితో సహవాసం అక్కడ సహోదరులు శిష్యులతో అందరూ సహవాసం అందు అలాంటి సహవాసం ఉంటే దేవుళ్ళు ఎదగటానికి అవకాశం ఉంటుంది కనుక ప్రియుల మన సహవాసం మంచిగా ఉండాలి ఆ దోషానికి పోనీయకూడదు సహవాసం మంచిగా ఉండి దేవుడు మనల్ని దీవించి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు కనుక నా మాట ముగిస్తాను ప్రియులారా సమయం ముందుకు సాగింది ఇంకా మూడు ఎన్ని ఇంకా ఎన్ని ఉన్నాయి మూడు నాలుగు ఉన్నాయి నాలుగు అసలు వివరించరు కరణ కరుణ కనుక అవన్నీ మళ్ళీ ఒక సమయం దొరికినప్పుడు చెప్తాను అయితే ఇప్పుడు మొట్టమొదటి కేదేశు అనగా పరిశుద్ధుల మనం పవిత్ర జీవితంలో మన దేవుడు పరిశుద్ధులు కనుక మనం కూడా పరిశుద్ధ జీవితంలో మనం ఉండాలి రెండవదిగా సేఖం అనగా భుజము అనగా మన భారములన్నీ దేవుడే మోస్తున్నారు దేవుడు భరిస్తున్నారు దేవుడు మన దీవిస్తున్నారు సహాయం చేస్తున్న తర్వాత మూడవదిగా హెబ్రోన్ హెబ్రోన్ అనగా సహవాసం మన సహవాసం మంచిగా ఉండాలి తండ్రితో సహవాసం ఉండాలి యేసు ప్రభుత్వ సహవాసం ఉండాలి దేవుని బిడలతో మనకు సహవాసం ఉండాలి అన్నిటితో సహవాసం ఉంటే మనం దేవునిలో ఎదువలేము కనుక దేవుని బిడలతో సహవాసం ఉండాలి ఆ సహవాసానికి రావాలి ప్రార్థనలు ఎక్కడైనా కూటం జరిగితే రావాలి ఎక్కడైనా ప్రార్థన జరిగితే రావాలి దేవుని సుధించాలి దేవుని జీవించాలి సహవాసం మంచిగా ఉండాలి ఆరాధన ప్రభువులో మనం ముందుకు సాగిపోద్దాం దేవుడు మనం దీవించి మనం బలపరుస్తారు ఆయన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తారు ప్రభుత్వంలో మన జీవితం మనం సమర్పించుకుందాం దేవుడిలో మనం ఉంటాం ఎల్లప్పుడూ దేవుని ప్రేమించిన వారిగా ఏ సేవచనంలో నమ్రతపడటానికి సిద్ధముగా ఉండి పరిశుద్ధత కలిగి ఆ ప్రభువులో మనం ముందుకు సాగుదాం అన్ని దిన్నము మన పారములు మోసుకొనిచిన దేవుడు ఎల్లప్పుడూ మనం కాపాడుచిన దేవుడు తండ్రితోను సుకుమారితోను దేవుని బిడ్డతో సహాసములు ఉండి ప్రభువుల ముందుకు సాగు కొనసాగుదాం దేవుడి వాక్యము ద్వారా మనం దీవించిన గాక